నమస్కారం నా పేరు ధరణిపేట ప్రకాశ్రావు దివ్య సంజీవినికి స్వాగతం ఈ ఎపిసోడ్లో సూర్యముద్ర గురించి తెలుసుకుందాం పృథ్వీ తత్వాన్ని తగ్గించి అంటే ఈ విధంగా మడిచి బొటన వేలు దాని మీద ఉంచితే దీన్ని సూర్యముద్ర అంట రెండు చేతులు ఈ విధంగా పెట్టాలి వేళ్ళన్నీ తిన్నగా ఉంటే సైడ్ నుంచి చూస్తే ఒకలా కనబడుతుంది అరచేతులు ఆకాశం వైపు ఉన్నట్టు ఉంటాయి లైట్ టచ్ నొక్కి పెట్టకూడదు ఇది సూర్యముద్ర అసలు దీనికి సూర్యముద్ర ఎందుకు పెట్టారు ఇది సూర్య అంటున్నాం ఈ విధంగా పెట్టినప్పుడు సూర్యముద్ర అన్నాం ఇది ఫైర్ ఫైర్ ఎనర్జీ అన్నాం అగ్నితత్వం అన్నాం మరి దీనికి దీనికి తేడా ఏంటి అగ్నితత్వానికి సూర్యముద్రకి తేడాలు ఏంటి అంటే సూర్య అన్నదానికి అగ్ని అన్నదానికి తేడా చాలా డిఫరెన్స్ ఉంటుంది ఏవైనా తినే పదార్థాలు పోనీ మొలకలు లాంటి పెసలు కానీ పల్లీలు కానీ వేయించారనుకోండి వేయించిన తర్వాత మా భూమిలో పాతే మొలకలు రావు అదే ఎండలో మంచి ఎండాకాలం యాభై ఐదు డిగ్రీలున్న ఎండల్లో పెట్టేసి మూడు నెలలు పెట్టినా కానీ దాన్ని మళ్ళీ భూమిలో పాతే మొలకలు వస్తాయి దానికి ప్రాణశక్తి పెరుగుతుంది అంటే సూర్యుడికున్న గొప్పతనం అగ్నితత్వం ఉన్నది అది గహి దహించి వేస్తుంది ఇది జీవశక్తిని ఇస్తుంది ఇందులో ఉన్న రెండిట్లో ఉన్న గొప్పతనం ఇది ఇక్కడ ఇది సూర్యముద్ర అన్నాం సూర్యముద్ర వలన అంటే వే దహించి వేస్తుంది శరీరంలోని అక్కర్లేని బరువుని తీసేయడానికి పనిచేసేదే సూర్యముద్ర అంటే ఈ విధంగా ఉంగరపు వేళ్ళని మూసి బొటన వేళ్ళు టచ్ చేసి ఉంచి మిగిలిన వేళ్ళు తిన్నగా ఉంచితే సూర్యముద్ర లావు బరువు ఉన్న వాళ్ళు సూర్యముద్రలో సాధన చేస్తే అరవై నిమిషాలు సాధన చేయాలి చేయలేకపోతే ముప్పై నిమిషాలు మార్నింగ్ ముప్పై నిమిషాలు ఈవినింగ్ చేయవచ్చు అది కూడా చేయలేకపోతే ఇరవై నిమిషాలు పొద్దున్న ఇరవై నిమిషాలు మధ్యాహ్నం ఇరవై నిమిషాలు సాయంత్రం చేస్తే చాలా మంచి ఫలితాలు కనిపిస్తాయి బరువు లావు తగ్గుతారు తగ్గిన తర్వాత మానేయాలి ఈ ముద్రలో ఉన్న గొప్పతనం అది దీన్ని సూర్యముద్ర అనడానికి కారణం కూడా చాలా ఉంది నేచర్ క్యూర్ హాస్పిటల్లోని శరీరంలో మనం తీసుకున్న శరీరం లోపలికి తీసుకున్న పదార్థాలన్నీ పృథ్వీతత్వానికి సంబంధించినవి అంటే బయట నుంచి వచ్చే కూరలు కానీ కాయలు కానీ పళ్ళు కానీ అన్న ధాన్యాలు కానీ చిరుధాన్యాలు కానీ ఇవన్నీ పృథ్వీతత్వం అంటారు అంటే భూమిలోంచి పుట్టిన తర్వాత దాన్ని తెంపి కోసి మనకిస్తారు మనం వాటిని రకరకాలుగా వండుకొని తింటున్నాం ఇవన్నీ పృథ్వీతత్వానికి సంబంధించి ఆకుకూరలు కూడా పృథ్వీతత్వానికి సంబంధించినవి అంటే శరీరంలో పృథ్వీతత్వానికి సంబంధించిన భాగంలో ఉండేవి ఎక్కువ ఎక్కడ దాకా వస్తుంది తిన్నప్పుడు నోట్లోంచి వెళ్ళిపోయి కంట నుంచి కడుపులోకి వెళ్ళి కడుపు నుంచి పెద్ద పేగుల్లోకి వచ్చి చిన్న పేగుల్లోంచి పెద్ద పేగుల్లోకి అలా వచ్చి బయటకు వెళ్ళిపోతుంది పృథ్వీతత్వంలాగా మోషన్ అందుకే మోషన్ ఏ కలర్లో ఉంటుంది పృథ్వీ కలర్లో ఉంటుంది అంటారు నేచర్ క్యూర్ హాస్పిటల్ ఏం చేస్తారు వెళ్ళి చేరగానే నిమ్మకాయ రసం ఇస్తారు గంట గంటకా రెండు గంటలకో మూడు గంటలకో అలా ఇచ్చి ఇచ్చి ఇచ్చి ఇచ్చి కడుపుని క్లీన్ చేస్తారంటే మలాన్ని త్యాగం చేస్తారు చేసినప్పుడు శరీరంలో చాలా వేడి పుడుతుంది ఆ వేడి భరించలేరు కనుక ఒక తడిగుడ్డని లావుగా ఉన్న తడిగుడ్డని నాలుగైదు పొరలు వేసి తడిపి పొత్తి కడుపు వేస్తారు ఆరిపోతుంది గంట గంట లోపలే మళ్ళీ తడిపి మళ్ళీ వేస్తారు మళ్ళీ తడిపి వేస్తారంటే పృథ్వీతత్వం ఈ ఉంగరపు వేలు కదా పృథ్వీ తత్వాన్ని తగ్గించడం అంటే ముడి చేస్తే చాలు తగ్గడం తగ్గగానే వేడి పెరుగుతుంది ఇదే సూర్యముద్ర లావు బరువు ఉన్న వాళ్ళకి పని ఈ ముద్ర చాలా బాగా హెల్ప్ చేస్తుంది వాటిని తగ్గిస్తుంది బరువుని లావుని ఇరవై ఇరవై నిమిషాలు మూడు సార్లు చేయాలి ఒకేసారి చేయాలంటే అరవై నిమిషాలు సాధన చేయొచ్చు రెండు సార్లు అంటే ముప్పై నిమిషాలు చొప్పున తగ్గగానే తీసేయాలి ఇది పృథ్వీ ముద్ర వలన చేస్తే ఏమవుతుంది బరువు లావు పెరుగుతారు ఇందులో బరువు లావు తగ్గుతారు